Hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు మన ఛానల్లో సో ఫస్ట్ టైం ఇలాంటి టాస్క్ వీడియో చేస్తున్నాం అంటే టాస్క్ అనొచ్చు గేమ్ అనొచ్చు సో ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూశారు కదా సో మన చెక్ యువర్ లక్ బాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని ఐటమ్స్ పెడుతున్నాం ఇక ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి సో దీంట్లో మనం వన్ టూ నెంబర్ ఉందన్నమాట ఈ వన్ టూ నెంబర్లో ఏదో ఒక చూస్ చేసుకోవాలి ఇక్కడ ఐటమ్స్ పెడతాం ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ తీసుకొని తినాలి అర్థమవుతుందా చేస్తారు కదా మీరు అందరు ఆ ఛాలెంజ్ గట్టి చెప్పుర్రు ఇది తర్వాత మాట్లాడుకుందాం సో ఏ ఏ ఐటమ్ వచ్చినా తినాలి సో మన ఏ ఐటమ్ వచ్చినా తింటారంట సో ఐటమ్ వచ్చినాక తింటారో లేదో చెక్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ మన పోటీదారులు ఇక్కడ కనబడుతున్నారు కదా సో వీళ్ళు ఎప్పుడు ఎవరైనా రివర్స్ తిరిగిరనుకో ఈ మిరపకాయ తినాలి సో ఈ మిరపకాయ ఫస్ట్ సైడ్ పెడుతున్నా సో ఎవరైతే ఇటు సైడ్ తిరుగుతారో వాళ్ళు తినాలి ఒకసారి తిరుగురి ఓ చాలా ఇంటెలిజెంట్గా ఆడుతున్నారు అన్నమాట గేమ్ అయితే చూద్దాం ఎవరెవరికి అలా లక్ వస్తుందో కిక్ వస్తుందో వాళ్ళకి ఈ గేమ్లో సో వన్ టూ త్రీ అంట hmm. ఏదో ఒక నంబర్ని చూస్ చేసుకో వన్ నాట్ టూ ఆ ఒక్క నిమిషం నీ గేమ్స్ అని వన్ టూ త్రీ సరే ఏమొచ్చింది ఒకసారి ఇటు సైడ్ వచ్చి చూసుకో తినాలి మిరపకాయ తినాలి ఫస్ట్ ఫస్ట్ ఏమైనా క్రేజీగా మన కిక్ వస్తుంది ఇప్పుడు దీనికి లక్ వచ్చింది తీసుకో లక్కు నీ లక్కు తినాలి ఇంద్ర ఇట్లా తింటున్నాడు ఇంద్ర ఇట్లా తింటున్నాడు నీళ్ళు కూడా లేవు ఇప్పుడే చెప్తురా వండుతున్నట్టుంది తిను మంచినీళ్ళు తెమ్మంటారు అనుకో ఎట్లుందిరా లక్ కిక్ ప్రతి దానికి అయిందా ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు కారం ఉంటుందిరా కారం తింటే రైట్ నీ పేరు సో కౌశిక్ మన తన లక్కుని చెక్ చేయబోతున్నాడు సో ఏమొస్తుందో చూద్దాం కౌశిక్ ఏ నంబర్ కావాలో చూస్ చేసుకో కౌశిక్ ఏంది కౌశిక్ నువ్వు కూడా ఒకసారి చూసుకో మళ్ళీ మేమే చేంజ్ చేసినాం అనుకుంటు ఏమైంది కౌశిక్ తప్పదు కౌశిక్ తినాలి కౌశిక్ సో మన మారంతో పాటు ఇప్పుడు కౌశిక్ కూడా ఏరిపోతుండు సో తినూరు కొంచెం ఆగు సీసా మనవాడు చిన్నవాడు కాబట్టి కొంచెం తీద్దాం తినాలి అది ఇప్పుడు అప్ప ఇక ఏదో తేడాగా ఉందండి ఎట్లుందిరా కాలం కాలం చూడు వీళ్ళిద్దరు పొద్దున్నేసి ఒకటే ముఖం చూసినట్టు అందరు ఇద్దరు మిరపకాయ చూస్ చేసుకురు సో అందుకనే ఇది పోయి ఎప్పుడన్నా సరిగ్గా పంచావరా సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ సో లక్కీ తెలిసిందే సో మన లక్కీ లక్కీని ఇప్పుడు ఏ లక్ వస్తుందో తెలిసిపోతుంది మన లక్కీ లక్కీకి నేను ఏం చెప్తున్నా అర్థమైతే లేదు సో లక్కీ లక్ వస్తుందో లేదంటే మనకి తిన్నాక మన కిక్ వస్తుందో ఇప్పుడు తెలిసిపోతుంది సో లక్కీ మీ నంబర్ని చూస్ చేసుకోవడానికి వచ్చేసినావు సో తీసుకో వన్ సెకండ్ ఏ నంబర్ కావాలి నీకు ఏ నంబర్ టూ నంబరా నువ్వు హ్యాపీరా వచ్చి చూసుకో వాడు ఏముందో టూ నంబర్ రా లక్కీ లక్కీ సో మన లక్కీ నాన్న వాళ్ళు వాళ్ళే తింటారా మిరపకాయలు నేను తినొద్దా అని చెప్పి <laughs> మనోడు కూడా లక్కీ పేర్లో లక్కీ ఉన్నా కానీ ఈరోజు మన లక్కీ బాక్స్లో లక్కీ లేదు తినాల్సిందే తప్పదు సో వాళ్ళే ఎండింది తింటారు నేను పచ్చి తింటా అని మనోడు పచ్చికారం చూస్ చేసుకొని పచ్చి తింటుండు నేను చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను నేను పోతాను నాకు ఇది వద్దు చూ ఏ అంతటి ఉంచేయద్దు ఇంకోటి తినిపిస్తాను ఇష్టం మరి తిను మంచిగా ఏ తినేస్తామా నాకు గవెంత మాకెంత అన్నారు రకరకాలుగా ఉంది మాస్టర్ అయితే సో ఫ్రెండ్షిప్ అంటే ఇల్లదే వాళ్ళు పచ్చికారం తింటే మనడు ఎండుకారం తిన్నాడు సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ పార్టిసిపేట్ సాత్విక్ తన లక్ని పరీక్షించుకోవడానికి మన చెక్ యువర్ లక్ బాక్స్ దగ్గరికి రాబోతున్నాడు సో దా సాత్విక్ సో మన సాత్విక్ ఇప్పుడు చూస్ చేస్తుండు ఏ ఏది తీసాడో చూద్దాం సో మీరు ఏ నంబర్ కోరుకుంటున్నారో జర చెప్పాలి టూ టూ ఇది కావాలి ఇప్పుడు నీకు పోయి mm, చూసుకో అందరు కారం తింటారు కాబట్టి రొటీన్గా ఉంటుంది మా ఫ్రెండ్స్ కారం తింటే నేనేం తింటా అని పిండి తలుకుంటాడు ఇప్పుడు మా సాత్విక్ సో ఎవరు తల్లాలనుకుంటారో రావాలి ఇంతమంది ఎంకరే ఇంతమంది ఇంద్రా ఇంతమంది సో లక్ ఇంకా నీకు చాలా లక్ ఉంది మైదా పిండితోనే అయిపోయింది లేదంటే వీళ్ళ లెక్క మిరపకాయలు మిరపకాయలు తింటుండే గిరాక్ బిల్పు కూడా పోతుంది గిరాక్ బిల్పు ఇప్పుడు అలాగే ఉంటుందా దుర్పు పోతుందంట ఓ నడుం బస్కో అబ్బుడు ముస్కో ఓ నడుం బస్కో అబ్బుడు ముస్కో ఓ మీ ముష్ ఓ మీ ముష్ అయ్యో అయ్యో సో ఈ రోజు వాళ్ళు ఓడి ఓ అర్రి ఓలి ఓలి ఇగో ఫ్రెండ్స్ బిఫోర్ ఆఫ్టర్ సో ఏమన్నారు రాయుడు దులుపుకుంటే పోయేది అన్నాడు దులుపుకుంటే పోయేది అన్నాడు ఇడు నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే కడుపులో నొస్తుంది పోయేది అన్నారు సో ఇప్పుడు డూలో ఆక తెచ్చుకోరు చూపెట్టారు ఒకసారి మీ ఫేస్ మంచిగా ఫ్రస్ట్రేషన్ కాదు తొక్క కాదు ఇది రియలైజేషన్ ఫ్రెండ్స్ మన జూనియర్స్ అయిపోయారు ఇప్పుడు సీనియర్ వస్తుండు పెద్ద సీనియర్ సో ఈయన లక్ లేదా ఈయన లక్ వస్తుందా మన కిక్ వస్తుందా ఆయన వచ్చినాక తెలుస్తుంది సో వాళ్ళు ఏమున్నాయో మీకు కనబడుతున్నాయి అనుకుంటా బ్రో వినయ్ బ్రో దాయిగా నీ లక్ చెక్ చేసుకో సో వినయ్ సో తెలుసుగా గేమ్ రూల్స్ ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి టూ సో టూ నెంబర్ తీసుకుండు సో టూ నెంబర్ ఏముందో నాకు కూడా తెలియదు వావ్ ఏముందో చూడు నువ్వే దా భయ ఏ భయ అది మొత్తం తినాలి భయ తీసుకో భయ మంచిగా పొట్టు తీసుకో నీట్గా తినేసి తినాలి మొత్తం భయ అబ్బో అది తింటుడే నాగే అబ్బు కన్ను పడుతున్నాయి ఏ స్కామ్ చేసావు మెల్లగా క్యాబ్ ది ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయి అయ్యో సగం కంప్లీట్ చేసిండు మనవాడు సాల్తీ అన్న కారం అవుతుంది సాల్తీ కారం అవుతుంది సాల్తీ <laughs> అన్న కారం అవుతుందంట కంప్లీట్ చేయి వాళ్ళు కంప్లీట్ చేయాలి వాడు పిండి మొత్తం మోసుకుండు చూడరా తింటావా నువ్వు ఒకటి ఇంకోటి ఉంది మరి చప్పుడే సో అట్ లాస్ట్ మనవాడైతే ఒడగొట్టేసిండు ఇక లాస్ట్ సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ పార్టిసిపెంట్ సాయి వస్తుండు సాయి అంటే తెలుసుగా బ్రాండ్ అంటారు సో సాయిబాయ్ నాకైతే మంట మండుతుందన్నా మండుతుంది నువ్వు జరుగు మన సాయిబాయ్ ఒక నంబర్ తన లక్కును పరీక్ష పరీక్షించుకుంటుండు సో ఏ నంబర్ కావాలి సాయిబాయ్ వావ్ చాలా మంచిగా ఉంది తీసి చూడు అది మొత్తం కంప్లీట్ చేయాలి ఇప్పుడు నువ్వు దా దా దా దా దా ఇట్రా ఇప్పటి కాదు చింతపండు మంచిగా మాకన్నా ఏదో కారం వచ్చింది మొత్తం నువ్వు కారం నాకు అది ఏమైందిరా ఒకటే అరే ఒకటే రారా తీసుకో షేర్ చేసుకుంటారు ఇద్దరు అచ్చా వాడు ఎట్లా తినేస్తారు అరే వాణి తినని ఇలా టాస్క్ మీరేంది అరే తిను తిను కంప్లీట్ చేయాలి నువ్వు కారం కారం తిన్నావా నీకు సూపరే ఉంటుంది ఫ్రెండ్స్ మన కెమెరామ్యాన్ వచ్చిండు సో మా గ్యాంగ్లో తీట ఎవరు అని అంటే ఫస్ట్ కెమెరామ్యానే సో అందుకనే అట్లా ప్లాన్ చేసినాం మనం ఇట్లా సో మన కెమెరామ్యాన్ తన లక్కుని పరీక్షించుకోవడానికి మన లక్కీ బాక్స్ దగ్గరికి వచ్చిండు సో ఒక నంబర్ చూస్ చేసుకోబోయా ఏ one well done my boy వన్లో ఏముందో నువ్వే చూసుకో వన్ వన్ అన్నా తీసుకో దా వచ్చేసి అలవాటే ఇవన్నీ దా వచ్చేసి అలవాటే ఇవన్నీ అని నేను తమ్ముడు ఏంది అలవాటనా తిను మరి స్టేజ్ నీ ఇష్టం ఇక ఇది ఒక్కొక్కరు అంత పచ్చిగా అడిలకే వచ్చినట్టే తింటారు తింటున్నావు వాళ్ళు ఇత్తులు ఉంటాయి జారా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా సో మన అడవి మనిషి అనమాట బాగు ఏంది నిమ్మకాయ రాది లెమన్ లెమన్ అరే జాంకాయ కాదు నానా ఏందది ఆలుగడ్డ ఆలుగడ్డ నువ్వు జాంకాయ తిన్నట్టు తింటున్నావు ఫ్లేవర్ బాగుందన్న నిమ్మకాయ ఇది ఆలుగడ్డ ఫ్లేవర్ బాగుందన్న నిమ్మకాయ ఇది ఆలుగడ్డ ఏమిటంటే మీరు మాట్లాడేది చెప్తున్నా ఇంట్లో తిండి పెడతలేరు అన్ని అసలు కూరనే ఉండరు అనుకుంటా డైరెక్ట్ అట్నే తినేస్తావు అరాను సలాడ్ తింటా సో మనోడు నేను సాల్ సాల్ సాల్ నేను సాల్ సాల్ సాల్ మనిషి తల్లి మన కార్తీక్ అని వస్తుండు ఇక ఆయన మనకి వస్తుంది ఆయన లెక్క వస్తుంది యుద్ధం ఇప్పుడు ఇలా ఏ దానా నువ్వే సెలెక్ట్ చేసుకో ఏదో ఒక నంబర్ సో మనం ఎప్పుడైనా యుద్ధం ఇప్పుడు ఎప్పుడైనా నెంబర్ వన్ కాబట్టి వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా దా మాకు కూడా రాలే ఉంది దా చూడు దా ఇప్పుడైతే కాటుకాన్ అయితే తినాలి అరే పచ్చికారం అన్నా ఎన్నో ఇట్లా నయమేనా అన్నా నూరు తినాలన్నా అది తినేసి ఇప్పుడు తినేస్తుండు కారం ఉంటదన్నా ఇంటెలిజెంట్ ఫెలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇంటెలిజెంట్ ఉన్నాడు అవన్నీ తీసేస్తుండు ఉట్టి తింటుండు స్కామ్ చేసేస్తుండు ఫ్రెండ్స్ కారం ఉంది ఫ్రెండ్స్ కారం ఉంటే మాకెట్లా తిన్నారు ఫ్రెండ్స్ ఇంత పెద్ద అది కారము తినన్నా అది సరే సరే తింటుంది ఫ్రెండ్స్ మాకే నయమే అనిపిస్తుంది అట్ట పడేద్దు పడేస్తా అన్నా గారు అరే కెమెరా తీసుకుని రాదు కెమెరా కెమెరా తీసుకుని మొత్తం తినేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎట్లుంటది మరి మనతోనే చిన్న పిల్లలకు ఒక నాయం పెద్దలకు పిల్లలు సో ఫ్రెండ్స్ చూసారుగా మన టాస్క్ ఫన్నీ వీడియో సో మనకు చాలా కిక్ వచ్చింది వీళ్ళకి కూడా కొంత కొంతమందికి లక్ వచ్చింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నెక్స్ట్ ఇలాంటి వీడియో చేయాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి పార్ట్ టూ కూడా దీనికి మేము ప్లాన్ చేసి చేస్తాం సో మీకు ఎలా అనిపించింది ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా మీకెందుకు బాగుండదు ఇలా ఓలి ఆడిర్రు అన్ని తిన్నారు మంచిగా ఉంటుంది సో ఇలాంటి ఇంకో వీడియో కావాలనుకుంటే పక్క కామెంట్ చేయండి పార్ట్ టూ కావాలని like like share comment and subscribe to Karthik icon YouTube channel subscribe అంట సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అడ్రీట్ చేసి మా వాడు సబ్స్క్రైబ్ నేర్చుకుంటు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సో మా వాడు నేర్చుకున్నందుకన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి so thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో బాయ్ ఫ్రెండ్స్